friends welcome to competitive Adda friends మనకి SSC CGL tier one exam అనేది పోస్ట్పోన్ అయినట్టుగా ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి సీజీఎల్ అంటే staff selection commission combined graduate level tier one exam friends అది సో ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ revised annual calendar of examinations అని ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ ఈ పేజ్ అనేది ఎస్ఎస్సి యొక్క అఫీషియల్ అఫీషియల్ వెబ్సైట్ ఫ్రెండ్స్ ఇది సో ఇక్కడ మనం క్లిక్ చేసినప్పుడు ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అని ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి లింకు మీకు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఫ్రెండ్స్ అది క్లిక్ చేసినా కానీ మీకు ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పీడిఎఫ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవడం కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసరికి మనకి నైన్త్ నెంబర్లో combined graduate level exam two eighteen tier one ఇది టు బీ నోటిఫైడ్ లేటర్ అనేసి పెట్టారు సో ఇదేంటండి ఇంకా మనకి డేట్లు కన్ఫర్మ్ కాలేదు వన్స్ కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు మళ్ళీ లేటెస్ట్ నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేస్తామని చెప్తున్నారు అనమాట ఇది పోస్ట్పోన్ అయింది కదా అనేసి మీరు ఎవరు కూడా డిప్రెస్ అవుతుంది ఫ్రెండ్స్ లేట్ అంటే కొంచెం నిరుత్సాహపడేసి పోస్ట్పోన్ అయింది కదా తర్వాత ప్రిపేర్ అవుదాం అనేసి అంత టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు ఎందుకంటే దీంతో పాటుగా మీరు చాలా ఎగ్జామ్స్ కూడా అప్లై చేస్తుంటారు బ్యాంక్స్ కానీ వేరే ఆర్ఆర్బిల్ కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా సో వాటికి సంబంధించిన వాటి మీద మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి టైం కూడా వాటికి సంబంధించిన దాని మీద ఎక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే arithmetic reasoning English GK static GK ఇలా చాలా ఉన్నాయి కదా సో చాలామంది కొంచెం అర్థమెటిక్లో వీక్గా ఉంటారు కొంతమంది ఇంగ్లీష్లో వీక్గా ఉంటారు సో ఈ టైం అనేది మీరు దాని మీద కేటాయించుకొని టైం వేస్ట్ చేసుకోకుండా చేసి లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ మనకి లేటెస్ట్ రివైజ్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే అప్పుడు మళ్ళీ దీని మీద మీరు టైం కొంచెం కేటాయించండి ఫ్రెండ్స్ ఎందుకంటే సీజీఎల్లో మనకి ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది కదా సో చాలామందికి అది కొంచెం టఫ్గా ఉంటుంది అది అది కొంచెం ప్రిపేర్ అవుతూ ఉండండి ఫ్రెండ్స్ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు మీరు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు అలానే మీరు షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది కదా okay friends all the best friends